cup of cappuccino air and complex Sai Saroj theatre Kurnool road Ongole తేదీ ఐదు ఏడు రెండు వేల పద్దెనిమిదిన నూతనంగా ప్రారంభించబడినది మా వద్ద tea coffee tea beverages health drinks special coffees special teas milk shakes special milk shakes ice tea sandwiches pizzas లభించును డోర్ డెలివరీ మా ప్రత్యేకత మా ప్రత్యేకతలు coffee day beverages cappuccino latte mocha espresso americano special milk shake Sharjah milk shake ice tea lemon ice tea pineapple ice tea kiwi ice tea sandwich veg masala sandwich paneer sandwich garlic bread veg sandwich special tea green tea lemon tea green tea pot ఇచ్చేయండి cup of cappuccino air and complex Sai Saroj theatre Kurnool road Ongole cell number eight three four zero nine two nine one zero seven